ఓం శ్రీ మమకుటగ్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్కృత నమస్తే నమస్తే నమస్తే నమో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర ఓం శ్రీ మమ్మ కోటాగ్రే నమ యూ క్యాన్ సీ దిస్ సినీ నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత ఓకే టాలీవుడ్లో మరీ విష మరో విషాదం okay so this costume Krishna is born in Lakkavarapu Kota in Vijayanagaram district. Okay, okay. So you can see Amma Kota. Okay, Lakkavarapu Kota. So what is the power of uh, Om Shri Amma Kota Green Namaha? You can understand. Uh, this scoundrel Samaikandra, his father grabbed away nine districts ఆపండి రాష్ట్ర విభజన ఆపండి అని ఎందుకనలా తుర్కం ఉండకూడదు తుర్క సలాం తలాక్ సుధా దొంగత బందిపోటు దొంగ కొడుకు సేమాన్ తుర్కం ఉండ కొడుకులో దోపిడీ మీ అయ్యా ఎలక్షన్ సింబల్ కార్ మంట పెట్టేశాడు Chandrababu Naidu Sakshi claims car software engineer దహనం సుషేమాన్ దుఃఖమున్న కొడుకుల దోపుడే దహన కబ్జాకాండ రాష్ట్ర విభజన ఆపండ ఎందుకనలా మీ అయ్యేందుకు డైవర్స్ తలకు తీసుకున్నాడు జహాంగీర్ వించి Rahul Gandhi Jahangir Salim Durani Akbar Salim so Duronto express you see the hair బట్టతల so same person you can see జహాంగీర్ వించి రాహుల్ గాంధీ మూడున వాట్ కాల్ పిటిషన్ ఓకే జైలు శిక్ష సవాల్ చేస్తూ మూడున Rahul petition so you can see the heir of this Jahangir Rajiv Gandhi blasted case పెరం Sriperumbudur his son Jahangir Rahul Gandhi. Uh, Islamic India Todo Jodo bluffing yatra and this bluffing CBI officer is here. Uh, So same man, the CPI party leader is also dead. So same man, Turkamata Kurukula, Dopade Dana, Kabja Kanda. So this is uh, layer of cricketer, Sigma actor. Hmm? You can see here. Okay. Cricket Diggajam. Okay. Jahangir Salim Durrani. Kalero. Okay. Uh, you can see in the third line ఓకే హియర్ జహాంగీర్ సోదరుడు జహాంగీర్ దురానీతో సలీం ఉంటున్నారు okay so Salim is different Durrani is different. Okay, so it is a slightly contradictory. He played cricket and cinema also he acted. So all nepotism, and this is the this thing okay and he is dead no? uh, one more lady is dead okay hot hot hot air balloon mantalu ఇద్దరు మృతి ఓకే మెక్సికో ఓకే అండ్ లోయలో పడి బస్సు ఓకే మది mother's birth date signature twenty two broken bones another paper will say Alibaba చాలీస్ షోర్ 40 people were there in the bus, okay, and 28 people got injured. Uh, there is a lot of you know, margin of error, okay, in the reporting. So, Sashen Mohan, Turkomala, Gurukula, Dopure, Dahana, Kancha, Mining Mafia, Canada, there was a Bimili MLA, Curry. So she is dead on, okay, what do you call my Shodasha Rasagni, Lipi Shastram. exactly on 16th March she is dead. Okay, date of uh, 1916 not given. Nine years uh, elder to me. Okay, why she died. Okay, so that is about nepotism deaths, unfortunate deaths. So here you can see Beti Bachao, Beti Padao, basu Loyalo Padi, తల్లి కూతుర్లు మావర్ బేటి బేటీ మర్గే మృతి చెందిన okay so you can see the bus has gone inside Dehradun thirty eight broken bones okay so seventy meters depth లోయలోకి బస్సు పడిపోయినట్లు తెలిపారు okay and YouTube scam shooting ఆ తర్వాత ఆ ఒక్కటి తర్వాతే who will be the CM of Karnataka they don't want to disclose both BJP and Congress so shame on కుక్కముండ కొడుకులో దోపిడీ దాన కబ్జా కాండ they fear I will comment shit in the police station chief minister place so they are not announcing the CM candidate. So shame on తిప్పమడగుడిలో దోపిడి రవాణా కబ్జా కాండ అంటే బాలికను ముక్కలు ముక్కలు కోసి నరికేశాడు Rajasthan okay Udaipur twenty years యువకుడు తొమ్మిదేళ్ల నవరత్నాలు ఉండకూడదు Jagan nine years girl okay क्या चीज़ cut piece okay and Canada, America migration. Okay, four people dead. And this is the rod that has penetrated inside the bones. Okay, of a construction worker.